నాపై మనసు పడి నీకే లాభం నీపై మనసు పడితే ఓవదే లోకం నాపై ప్రేమ పెంచుకోకే దీపం చిమ్మ చీకటైపోతుంది లోకం సాయికిరణ్ నాకు నువ్వు వద్దు నీ లవ్ నీ పని నువ్వు చూసుకో